విజయనగరం జిల్లా కొప్పెర్లలో జాతరలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య గొడవ చోటు చేసుకుంది ఒక వ్యక్తి మృతి చెందాడు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ చెప్పండి పోలీసులకు అలాగే గ్రామస్తులకు గొడవ జరగడానికి గల కారణాలేంటి ఈశ్వర్ చిత్తూరు విజయనగరం జిల్లా కోతపాట్రేగ మండలం కొత్త కుప్పర్ల గ్రామ దేవత జాతరలో విషాదం చోటు చేసుకుంది జాతరలో ఓ యువకుడిపై పోలీసులు దాడి చేయడంతో అతడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు అయితే ఈ సంఘటన సంబంధించి పాత కుప్పర్ల గ్రామానికి చెందినటువంటి పైడి మల్లేష్ ఇక్కడ గ్రామ దేవత జాతర సందర్భంగా ఇక్కడ జరుగుతున్న స్థానికంగా జరుగుతున్నటువంటి జోదాలను చూస్తుండగా పోలీసులు ఈ జోదాలపై దాడి చేయడం జరిగింది ఈ సంఘటనలో ఆ తాడును మెడకు చుట్టి లాక్డౌన్ వెళ్ళడం వల్ల మల్లేష్ అక్కడికక్కడ చనిపోయి దీంతో అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా మల్లేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఆందోళన చేయడం జరిగింది ఈ ఆందోళన సంబంధించి కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై ఆ దిగ్బంధనం కూడా చేసిన మొత్తం గ్రామస్తులు మల్లేష్ బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు ఖచ్చితంగా ఈ ఘటనకు కారణమైనటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలి ఆ మృతుడు ఆ జోదం ఆడట్లేదు పక్కన నిలబడి చూస్తున్నాడు ఆ పోలీసులు ఎంత దారుణంగా దాడి చేసి మెడకు ఆ ఉరి ఆ బిగించినట్లు తాడుతో ఆ లాక్కొని వెళ్ళడం వల్ల మల్లేష్ చనిపోయాడని చెప్పి ఆరోపిస్తూ కూడా రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా రాత్రి ఒంటి గంట నుంచి మొత్తం జాతీయ రాష్ట్ర దిగ్బంధనం చేయడం జరిగింది సిద్ధు అలాగే ఈశ్వర్ దీనికి సంబంధించి ఎవరైతే పోలీసు అంత దారుణంగా అతని ఒక తాడుతో లాక్కెళ్లే ప్రయత్నం చేసినట్టు పోలీసు పైన ఉన్నతాధికారులు ఏమంటున్నారు అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈశ్వర్ కొద్ది శాతం క్రితం మృతదేహాన్ని విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి తరలించడం జరిగింది ఇక్కడ కూడా బంధువులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి రాత్రి ఎస్ఐ సిఐ స్థాయి వరకు అధికారులంతా కూడా రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ ఉన్నారు ఉన్నతాధికారులు ఆ దృష్టికి దీని మొత్తం తీసుకెళ్తామని చెప్తున్నారు ఇప్పటివరకు అయితే జిల్లా ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు మనకు సమాచారం తెలుస్తుంది దీనిపై ఉన్నతాధికారులు పోలీసులు వచ్చి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి ఈ ఘటనపై దర్యాప్తు చేయడంతో పాటు న్యాయం చేయాలి బాధితులు కుటుంబానికి అని చెప్పి గ్రామస్తులు ప్రస్తుతం విజయనగరం జిల్లా ఆ కేంద్ర ఆసుపత్రి వద్ద కూడా ఇక్కడంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఇవాళ తెల్లవారుజామున కేంద్ర ఆసుపత్రి తరలించారు ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే మేము శవాన్ని మృతదేహాన్ని తిరిగి తీసుకెళ్తాం అని చెప్పి గ్రామస్తులు మళ్ళీ బంధువులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సిద్ధు